గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఎక్సెల్లోని హోమ్ హోమ్ మెనూలో కొన్ని యొక్క గ్రూప్స్ గ్రూప్స్లోని కమాండ్స్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఇక్కడ సమ్ డేటా ఉంది కదండి serial number name sale value అని ఉంది కదండి డేటా ఇప్పుడు కూడా హోమ్ మెనూలో మనకి కొన్ని గ్రూప్ గ్రూప్స్లోని కమాండ్స్ నేర్చుకుందాం అనుకున్నాం ఇక్కడే ఉంది ఫాంట్ ఫాంట్ గ్రూప్ ఉంది కదండి ఈ ఫాంట్ గ్రూప్లో కమాండ్స్ క్యాల్బరీలో లెవెన్ సైజున ఉంది ఇప్పుడు మన దగ్గర టెక్స్ట్ దీని అంతా సెలెక్ట్ చేసుకొని మనకు ఈ స్టైల్ కాకుండా వేరే స్టైల్తో ఏరియాలు చూడండి టెక్స్ట్ స్టైల్ మారుతుందా టెక్స్ట్ స్టైల్ మారుతుందా అలాగే మన మనకి ఏ విధంగా కావాలన్నా ఆ టెక్స్ట్లు చాలా రకాల టెక్స్ట్లు ఇక్కడ ఉంటాయండి ఏరియల్లోని ఏరియల్ నారో అని చూసారా అక్కడ మీకు టెంప్లిన్ ఇక్కడ క్లిక్ చేస్తే కొద్దీ అక్కడ మీకు టెక్స్ట్ మారుతూ ఉంది స్టైల్ మారుతూ ఉంది మీకు ఏది కావాలంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఏరియల్ ఏరియల్ బ్లాక్ అలాగా బోల్డ్ అని ఆప్షన్స్ ఉంటాయండి మనకు ఇంకా ఇక్కడ ఇంకా ఈ క్లియర్ మనం క్లిక్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి అపర్జిత చూసారా చిన్నవిగా కనిపిస్తున్నాయి క్యాల్బరీ ఇలాగ మనం యొక్క యొక్క టెక్స్ట్కి మనం ఏ విధంగా స్టైల్ కావాలో ఆ విధంగా స్టైల్ పెట్టుకోవచ్చు అలాగే ఇవి సైజు లెవెన్లో ఉందంటే చిన్నదిగా కనిపిస్తుంది ఈ సైజు మనం పెంచుకోవచ్చు చూ ఫోర్టీన్ పెట్టాను ఇప్పుడు చూడు కొంచెం పెద్దవిగా కనిపించేందుకు ముందు కంటే మై సిక్స్టీన్ పెడతాను ఇప్పుడు సిక్స్టీన్ కంటే కొంచెం పెద్దవిగా కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క టెక్స్ట్ యొక్క సైజుని పెంచుకుంటా ఉండొచ్చు మనకి ఎంత కావాలంటే ఇది సెవెంటీ టూ దాకా చూడండి ఎంత ఎంత ఎట్లాగా పెరిగిపోయిందో పెరుగుతుంది కదా కనిపిస్తుంది కదా మీకు టెక్స్ట్ మారడం అనేది ఈ విధంగా టెక్స్ట్ యొక్క స్టైల్ని మార్చుకోవచ్చు టెక్స్ట్ యొక్క సైజుని పెంచుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి చిన్న ఏ స్మాల్ పెద్ద ఏ అండి ఫాంట్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేస్తుంది డిక్రీజ్ చేస్తుంది ఇప్పుడు దీనికి దీనికి తేడా ఏంటి ఇక్కడ ఫాంట్లో కల ఇక్కడ కూడా ఉంది కదా క్యాలబెరీ థీమ్స్ ఉన్నాయి కదా ఫాంట్ యొక్క థీమ్స్ క్యాలబెరీ ఉంది ఏరియల్ ఏరియల్ ఉంది ఏరియల్ బ్లాక్ ఉంది ఇది కూడా అది కూడా ఈ రెండు ఒకటే కదా చేస్తున్నారు అనుకుంటే కాదండి ఇవి యొక్క స్టా టెక్స్ట్ యొక్క స్టైల్ని మారుస్తుంది ఇవి యొక్క సైజుని పెంచుతుంది ఇక్కడ సైజు ఉంది కదా సైజుని పెంచుతుంది చూడ చిన్నవి అయిపోవడము పెద్దది కావడము ఇక్కడ మీకు తెలుస్తుందా నెంబర్ కూడా మారుతుంది సైజును ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పైన సీరియల్ నెంబర్ బోల్డ్గా ఉంది అంటే బోల్డ్ అంటే థిక్గా థిక్గా ఉందన్నమాట నల్లని కలర్స్తో థిక్గా ఉంది అలాగే మనకు ఇది అన్నిటికి కావాలి లేకపోతే ఈ పేరు కావాలి భవానీ అని పేరు కావాలి ఇక్కడ బి అని ఉంది కదండి దాన్ని సెలెక్ట్ చేస్తే బోల్డ్ అవుతుంది లేదా కంట్రోల్ బి అని కొట్టిన బోల్డ్ వస్తుంది కంట్రోల్ ప్లస్ బి దాని షార్ట్ కట్కి దాన్ని కొట్టిన బోల్డ్ డౌన్ వస్తుంది ఒకవేళ వద్దు మీకు అనుకుంటే కంట్రోల్ బి కొట్టినా మళ్ళీ అదే రిమూవ్ అవుతుంది కంట్రోల్ బి కొట్టిన బోల్డ్ వస్తుంది వద్దు అనుకున్నప్పుడు కంట్రోల్ బి కొట్టినా మళ్ళీ రిమూవ్ అయిపోతుంది అలాగే ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఇవి స్ట్రైట్గా ఉన్నాయి లెటర్స్ నేను ఇప్పుడు అంకిత అని సహస్రాన్ని సెలెక్ట్ చేశాను అయ్యి ఉంది కదా నిటాలిక్ కంట్రోల్ దాన్ని సెలెక్ట్ చేశాను అప్పుడు చూడండి క్రా లెటర్స్ కొంచెం క్రాస్గా వచ్చాయి కదా దాని షార్ట్ కట్కి కంట్రోల్ ఐ ఇది చూడండి ఇప్పుడు నేను సహస్ర సెలెక్ట్ చేసి కంట్రోల్ ఐ కొట్టాను మళ్ళీ స్ట్రైట్గా వచ్చేసాయి ఇంతకుముందు ఏది ఇంతకుముందు ఏమైనా ఉందో అలానే వచ్చింది ఇప్పుడు కంట్రోల్ ఐ కొట్టాను క్రాస్గా అనమాట అది ఇప్పుడు ఈ ఈ మధు అనే దానికి నేను బార్డర్ గీత గీయాలి అండర్లైన్ గీయాలి ఇంపార్టెంట్ అని అండర్లైన్ గీయాలి ఇక్కడ ఉంది కదండి అండర్లైన్ అని అండర్లైన్ అంటే దానికి కంట్రోల్ యూ కంట్రోల్ యూ చూసారా సెలెక్ట్ చేసి కంట్రోల్ యూ అని కొట్టంగానే వచ్చింది కంట్రోల్ యూ అని మళ్ళీ సెలెక్ట్ చేయగానే మళ్ళీ పోతుంది చూసారా అలాగే ఇక్కడ బకెట్ బకెట్ ఉంది లెటర్స్ ఉండి ఉన్నాయి చూడు కదండి ఇవి ఎందుకంటే ఇప్పుడు సపోజు ఈ టూ సెవెంటీ నైన్ కదండి ఈ బ్యాకెట్ని ఓపెన్ చేద్దాం ఇక్కడ చూసారా అంటే ఒక సెల్కి మొత్తానికి కలర్ ఇస్తుంది ఆ బకెట అంటే ఫిల్ చేస్తుంది ఆ సెల్ మొత్తాన్ని ఫిల్ చేస్తుంది అదే ఈ సెవెంటీ నైన్ చూడండి లెటర్ ఉంది కదా ఓల్డ్ సెవెంటీ నైన్ లెటర్ ఒకటే ఆ టెక్స్ట్కి కలర్ చేంజ్ అవుతుంది అర్థమవుతుందండి ఈ బకెట్ ఏమో ఫిల్ ఏమో సెల్ మొత్తానికి వస్తుంది బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ లెటర్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్కి ఫిల్ అవుతుంది ఈ ఏ అన్న అక్షరం ఉంది కదా అది మాత్రం లెటర్స్ కానీ టెక్స్ట్ కానీ ఎందుకైతే దాని డేటా ఉంటుందో ఆ డేటాకి మాత్రం అప్లై అవుతుంది అలాగే ఇప్పుడు ఇప్పుడు దీని అన్నిటికీ నేను బార్డర్ వేయాలనుకుంటున్నానండి ఇది చూడడానికి బార్డర్ లేకుండా ఉంది కదా ఇక్కడ నేను ఫాంట్లోనే బార్డర్స్ అని ఉంది కదా చూడండి బార్డర్స్ నేను ఆల్ బార్డర్స్ కొట్టాను చూడండి ఇప్పుడు ఇంత ఇంతకు ముందు బార్డర్ లేకుండా ఉంది ఇప్పుడు చూడు బార్డర్ వచ్చి ఎంత అందంగా ఉందో ఇప్పుడు సపోజ్ మీకు లెఫ్ట్ బార్డర్ వద్దు ఇక్కడ ఈ బార్డర్లో మీకు ఎటు పక్క బార్డర్ కావాలి ఓన్లీ మీకు నో బార్డర్ అంటే నో అసలు బార్డర్ లేకుండా ఉంటుంది చూసారా ఇందాక ఇందాక మనం నో బార్డర్ పెట్టుకున్నా కాబట్టి నో బార్డర్ రాలేదు ఇప్పుడు మనం టాప్ కావాలి బాటమ్ కావాలి ఏ విధంగా కాలు బార్డర్స్ అంటే ఆ విధంగా వస్తుంది వస్తుందండి అలాగే ఈ పక్కన ఉన్నాయి కదండి ఎలిమెంట్స్ దానివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ను రాసామండి ఈ టెక్స్ట్ మనకు మిడిల్లో సెంటర్లో లేకపోతే పైన అట్లా చూసారా కానీ అర్థం కనిపిస్తుందా మిడిల్ సెంటర్లోకి వచ్చింది ఇప్పుడు లెఫ్ట్కి వచ్చింది బ్రైట్కి వచ్చింది అలాగా అంటే స్టైల్ టెక్స్ట్ అనేది లెఫ్ట్లో ఉండాలా రైట్లో ఉండాలా మిడిల్లో ఉండాలా సెంటర్లో ఉండాలా ఎట్లా ఉండాలా అనేది స్టైల్ని చూపించడానికి ఎలమెంట్ వాడతారనమాట అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామండి ఇక్కడ ఉంది కదా కట్ కాపీ పేస్ట్ అంటే కట్ ఇప్పుడు మధు అనే దాన్ని సెలెక్షన్ చేశాను కంట్రోల్ సి కొట్టి కాపీ కొట్టాను ఏం షార్ట్ కట్ ఏంటండి control plus C control plus C copy చేశాను ఇక్కడ ఏడైనా ఉండి నేను కాపీ చేశాను ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను చూసారా మధు అనేది అక్కడ కాపీ అంటే డేటాని డేటా అక్కడ ఉంటుంది మన ఉన్న డేటాని జస్ట్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను అనమాట పేస్ట్కి ఏంటంటే కంట్రోల్ ప్లస్ వి లేదంటే ఇక్కడ ఇక్కడైనా మీకు ఒక సీజర్ ఉంది కదండి కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అదే అదే దీన్ని ఇక్కడ కంట్రోల్ ఎక్స్ కొట్టి లక్ష్మి అని దాన్ని సెలెక్ట్ చేసినాను ఇక్కడ వచ్చి కంట్రోల్ వి కొట్టాను చూసారా అక్కడ కట్ చేశాను అంటే కట్ అంటే అక్కడ ఉన్న అక్కడ డేటాని అక్కడ కట్ చేసి ఈ ఇంకో ప్లేస్లో కావాలి నాకు అని అన్నాను కాబట్టి అక్కడ నేను పేస్ట్ చేస్తాను అనమాట కంట్రోల్ ప్లస్ ఎక్స్ ఈ షార్ట్ కట్స్ కీస్ నేను కింద నోట్స్ ఇస్తానండి మీరు చూసుకోండి కావాలంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను నా కామెంట్స్లో తెలియజేయండి మీకు అర్థమవుతుందో లేదని కూడా దయచేసి నాకు తెలియజేయండి ఇప్పుడు కట్ కాపీకి పేస్ట్కి అర్థమైంది కదా ఇప్పుడు ఫార్మేట్ ఉంది ఫార్మ్ ఫార్మేట్ పెయింటర్ ఇది కూడా ఏంటంటే ఇప్పుడు సెకండ్ షీట్ చూసారు కదండి ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏంది ఇండియా నార్మల్గా ఉంది తర్వాత ఇండియా బ్లూ లెటర్లో అండర్లైన్ ఉంది బ్లూ బ్లూ లెటర్లో అండర్లైన్ ఉంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది కదండి బ్యాక్గ్రౌండ్ బ్లూ లెటర్లో రెడ్ కలర్ లెటర్స్ ఉంది నెల్లూరు గ్రీన్ గ్రీన్ కలర్లో ఉంది ఈ ఫార్మాట్ వల్ల ఇప్పుడు నేను ఈ ఇండియాకి ఈ టైప్ ఆఫ్ ఫార్మేట్ అంటే ఇప్పుడు సపోజు ఉమా దివ్య ఝాన్సీ ఇందు ఇప్పుడు ఈ ఇందు అనే దానికి నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న ఫార్మేట్ ఉంది కదండి అంటే ఫార్మేట్ అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది టెక్స్ట్ కలర్ రెడ్ ఉంది అవునా ఇప్పుడు నేను ఈ రెండు నేను అప్లై చేయాలంటే ఏం చేయాలి మనం చెప్పినట్టుగా బకెట్లోకి ఫిల్లోకి వెళ్ళి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి రెడ్ కలర్ లెటర్స్లోకి వెళ్ళి రెడ్ రెడ్ కలర్కి వెళ్ళి రెడ్ కలర్తో ఇట్లా ఇంత ప్రాసెస్ అంటే టూ టైమ్స్ చేయాలి అదే అలా కాకుండా ఫార్మాట్ ప్రింటర్ ఉపయోగించామనుకో ఫస్ట్ వన్ టైం క్లిక్ చేసి డేటాను సెలెక్ట్ చేసి ఏదైతే డేటా ఉందో ఏదైతే మాకు ఫార్మేట్ కావాలో ఆ డే దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ ఫార్మేట్ కదండి దాన్ని సెలెక్ట్ చేసి వన్ టైం క్లిక్ చేసి నాకు హిందూ అనే దాంట్లో కావాలి చూసారా సింబల్ బ్రష్ సింబల్ వచ్చింది హిందూ అనే దానికి కావాలి ఆడ ప్లేస్ ఆడ పేస్ట్ చేశాను క్లిక్ చేశాను చూసారా ఇప్పుడు సేమ్ అదే ఫార్మేట్ ఇక్కడికి వచ్చింది స్టైలు అదే ఇప్పుడు ఇండియా అనేది ఉంది దాన్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి నేను డబుల్ డబుల్ క్లిక్ ఇచ్చాను రెండుసార్లు ప్రెస్ చేశాను అనమాట ఇప్పుడు నేను దివ్య అన్నదానికి కావాలి వచ్చింది చూసారా మళ్ళీ ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు ఒకటి క్లిక్ చేయగానే ఆ ఫార్మేట్ బ్రష్ పోయింది డబుల్ టైం క్లిక్ చేసిన తర్వాత నేను ఆ దివ్య అని ఫార్మాట్ మార్చినా కూడా ఆ ప్లస్ ఐకాన్ అలానే ఉంది అంటే డబుల్ డబుల్ టైం క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఎక్కడ ఎక్కడ ఏం కావాలో అక్కడ ఎన్నిసార్లు కావాలో మనం ఎస్కేప్ కొట్టేదాకా అది మనకు మనకు ఎస్కేప్ కొట్టేదాకా అది వస్తూనే ఉంటుంది ఆ బ్రష్ చూసారా ఇప్పుడు ఎస్కేప్ కొట్టాను బ్రష్ పోయింది అలాగా అంటే ఇది ఎక్కువగా టైం వేస్ట్ కాకుండా ఏదైనా ఏదైనా ఫార్మేటింగ్ స్టైల్ నచ్చినప్పుడు ఇప్పుడు సపోజ్ ఈ నెల్లూరు అండ్ లెటర్స్ వచ్చినప్పుడు ఈ యొక్క బార్డర్ ఊరికే రెండు మూడు సార్లు వెళ్ళి ఆ యొక్క ఫిల్ నీల్ టెక్స్ట్ కలర్ మార్చకుండా అండర్లైన్ చేయకుండా ఇవన్నీ చేయకుండా ఆటోమేటిక్గా ఒకేసారి ఒకే జస్ట్ వన్ క్లిక్తోనే ఈ ఫార్మేట్ పెయింటర్తో మనం యూజ్ చేస్తామండి ఓకేనా ఇంకో భాగం రేపు చెప్పుకుందామండి ఇది హోమ్ మెనూలోని కొన్ని కమాండ్స్ గురించి పార్ట్ వన్ అండి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ గురించి మిగతా యొక్క యొక్క గ్రూప్స్ గురించి మనం తెల్ తెలుసుకుందాము అండ్ థ్యాంక్ యూ అండి ఎవరికైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి